స్టైల్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబోలో తెరకెక్కిన మూడవ సినిమా అలా వైకుంఠపురంలో ఈ సినిమాకి మొదటి రోజునే అల్టిమేట్ టాక్ని సొంతం చేసుకోగా అదే రేంజ్ టాక్తో ఈ సినిమా కలెక్షన్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి సినిమాకి ఎనిమిదో రోజున బ్రేకింగ్ రికార్డ్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు సర్లేర్ని కవర్ మూవీ క్రియేట్ చేసిన ఆరు పాయింట్ ఆరు కోట్ల షేర్ని ఈ సినిమా దాటేసి ఏకంగా ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల షేర్ని అందుకొని కొత్త బెంచ్ మార్క్ని సిద్ధం చేసింది ఈ సినిమా ఇక వరల్డ్ వైడ్ ఎనిమిదో రోజున కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే పది పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ని అందుకుంది ఎనిమిదో రోజున ఈ సినిమా ఎనిమిది రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఏరియాల వారిగా పరిశీలిస్తే నైజాంలో ముప్పై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్లు సీడెడ్లో పద్నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్లు వైజాగ్లో పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఈస్ట్లో ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది కోట్లు వెస్ట్లో ఆరు పాయింట్ ఏడు రెండు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు కృష్ణాలో ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం ఎనిమిది రోజుల్లోనే తొంభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల షేర్ని అందుకుందంటే విశేషమనే చెప్పుకోవచ్చు ఇక కర్ణాటకలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల షేర్ని ఓవర్సీస్లో పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్ల షేర్ని ఇక మొత్తం మీద ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే నూట ఇరవై పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ని అందుకుంది ఈ సినిమా ఇక ఈ సినిమా కలెక్షన్స్ గ్రాస్ రూపేణా చూసుకుంటే ఎనిమిది రోజుల్లో నూట తొంభై ఐదు కోట్ల పైమేర గ్రాస్ ఉందని ఉందని చెప్పాలి ఈ మూవీ బిజినెస్ కేవలం ఎనభై నాలుగు కోట్లు కావడంతో ఎనభై ఐదు కోట్ల టార్గెట్ లోపు బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే నూట ఇరవై పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల చేరినందుకొని సంచలన రికార్డులను సృష్టించింది ఈ సినిమా ఇప్పటి వరకే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల ప్రాఫిట్ని దక్కించుకొని క్లీన్గా నిలిచింది ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు తీస్తుంది ఇలా మీరు కూడా ఈ సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ సినిమా కలెక్షన్స్ ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి